పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం smoking and drinking is injurious to health బాబు బాబు camera skank, skank, killer whale. నచ్చలే నచ్చలే ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి నచ్చలే నచ్చలే యాందిరయ్యా నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి పోతే పోతే <laughs> <laughs> ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్ పద అంటే అది రే రామ్ చంపేస్తాను నీ మొహం నాకు చూపించదని ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు సిగ్గులేదురా నీకు ఊరందరికీ నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు అద్దంలో నీ మొహం చూసుకోరా ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా దొంగ నా కొడక మా చెప్పి మా చెప్పి మా Fantastic, super, mind blowing, unbelievable. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ నేను ఎవరో తెలుసా నీకు నా రికార్డ్స్ తెలుసా ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ పద